పేరు మెర్సీ అండి టూ థౌజండ్ టెన్లో నేను హెవీ బ్లీడింగ్తో చాలా సివియర్గా సఫర్ అయ్యాను సిటీలో ఉన్న ఫేమస్ గైనకాలజిస్టులందరినీ కూడా మేము కన్సల్ట్ అయ్యాం వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కాన్ చేసిన తర్వాత హెమరేజిక్ సిస్ట్ ఒకటి ఓవరీలో ఫామ్ అయింది ఆపరేషన్కి వెళ్ళాలి అని కానీ మెడిసిన్స్ వాడి చూద్దామని చెప్పారు యాంటీబయాటిక్స్ ఇంకా హై పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అన్నీ వాడాం కానీ బ్లీడింగ్ అస్సలు కంట్రోల్ అవ్వలేదు రోజు బ్లీడింగ్ అవటం వల్ల తను నీరసం అయిపోవటం అట్లాగే జాబ్కి వెళ్ళలేకపోవటం చాలా డిప్రెస్డ్ కండిషన్లో అయిపోయాను ఆ సమయంలో మేము పాలదేవికర్ గారికి మెయిల్స్ పంపించాము రిప్లై పంపించారు మీకు ఒక అద్భుతం జరుగుతుంది మీరు వేచి చూడండి అని చెప్పేసి రిప్లై పంపించారు మేము అట్లాగే నమ్మకించాము చివరికి ఒక రోజున డయాగ్నోసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇక అనేది ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది దానికి మీరు రెడీ అవ్వండి అని చెప్పారు డాక్టర్ వచ్చిన తర్వాత అంతా థియేటర్ కూడా వెళ్ళాను ఎనస్తిషియా ఇచ్చారు ఆ థియేటర్ బెడ్ మీదే నేను ఉన్నాను అప్పుడు డాక్టర్ వచ్చి అన్నారు కొద్దిసేపు ఆపండి మళ్ళీ టెస్టులు చేద్దామని చెప్పి అన్నారు సరే వెంటనే నేను సెమీ కాన్షియస్ స్టేజ్లోనే స్కానింగ్ అవి మళ్ళీ తీశారు తీసినప్పుడు అందులో వచ్చినటువంటిది ముందు రోజు వచ్చిన రిపోర్ట్ క్వైట్ ఆపోజిట్ రిపోర్ట్ వచ్చింది normal ovaries no sign of any cyst అని వచ్చింది వెంటనే ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది ఈ టూ థౌజండ్ టెన్లో ఈ ఈవెంట్ జరిగిన తర్వాత అప్పుడున్న హెల్త్ కండిషన్కి ఇప్పటికీ దేవుడు చాలా బలాన్ని అనుగ్రహించాడు నా జాబ్లో చాలా సక్సెస్ఫుల్గా నేను జాబ్ చేయగలిగాను వేరే యాక్టివిటీస్ కూడా అదర్ దాన్ జాబ్ యాక్టివిటీస్ కూడా నేను చేయగలగడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు మాకు ఓకే బాబు నా పేరు నోయల్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను తన స్టడీస్ కోసం ప్రేయర్ రిక్వెస్ట్లు ఈమెయిల్ మెయిల్ పెట్టేవాళ్ళం పాల్దినకరణ్ గారికి పాల్దినకరణ్ గారు ప్రేయర్ చేసి ఎంతో మంచి రిప్లైస్ రాసేవాళ్ళు ఆయన చెప్పారు మంచి గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుందని ఎప్పుడూ రిప్లై ఇచ్చేవాళ్ళు అలాగే టూ థౌజండ్ థర్టీన్లో బాబు ఒక నేషనల్ టాలెంట్ టెస్ట్లో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది బాబు అలాగే మిగతా స్పోర్ట్స్ వాటిల్లో కూడా చాలా మెడల్స్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది మా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినందుకు గాను మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నిరంతరం మా కోసం ప్రార్థన చేసే పాల్దనికరణ్ గారి కుటుంబానికి ప్రార్థనా యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను Lord Jesus, ओ प्रभु यीशु lay your hands on everyone who is sick. हर एक जो बीमार है प्रभु उनमें से हर एक के ऊपर आप अपने हाथ को रखें Lord Jesus, by the stripes that you have because of the wounds on the cross. There is healing for us, Lord. प्रभु जी जो कोड़े आपने खाए और जो चोट आपने सहे क्रूस पर उसके कारण से हमें से हर एक के लिए एक चंगाई है जो उपलब्ध है Lay your nail pierced hands upon your children, Lord. अपने संतानों के ऊपर प्रभु जी कीलों से छिदे हुए अपने हाथों को इस समय आप रखते हैं Lay it on their wounds. उनके घावों के ऊपर में आप अपने हाथ को इस समय रखें And set them free. और आप उन्हें आजाद कर दें इन जीसस नेम के नाम में आमीन आमीन